ఈ చిత్రంలోని పాత్రలు ఎవరిని ఉద్దేశించినవి కావు కానీ వీటి ఛాయాచిత్రాలని నిజమైన ప్రపంచంలో చూడొచ్చు Thank <laughs> you. నేను ఎప్పటి నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను నేను ఎప్పటి నుంచో నువ్వు చెప్పాలనుకుంటుంది వినకూడదు అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఐ చెప్తే వీడు ఐ హేట్ చెప్పేలా ఉన్నాడు ఇది నాకు ఐ లవ్ యూ చెప్పే ప్రోగ్రాం పెట్టుకున్నట్టుందే చాలా సీరియస్ మ్యాటర్ ప్లీజ్ జోక్ చేయొద్దు సీరియస్గా చెప్తున్నాను నువ్వు చెప్పేది అస్సలు సీరియస్గా తీసుకోను బికాస్ ఐ నేను నిజంగా ఐ లవ్ యూ నేను నిన్ను అబద్ధంగా ఐ లవ్ యూ అబద్ధంగానా అంటే ఎవరిలోవైనా నిజంతో స్టార్ట్ అయ్యి అబద్ధంతో ఎండ్ అయిపోద్ది కానీ మన లవ్ మాత్రం అబద్ధంతో స్టార్ట్ అయ్యి లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని అలా అన్నాను चप्पड़ डाडू चपड़ाडू चपड़ाडू ఎవడాడు ఎవడాడు ten thirty PM nine eight four eight triple nine triple nine నెంబర్కి నేను ఎంత కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు ఆ టైంలో ఇరవై అడుగుల దూరంలో జమహా రెడ్ కలర్ బైక్ మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తితో గ్యాప్ లేకుండా ఆనుకుని మరీ కూర్చుంది నేను ట్రై చేస్తున్న నెంబర్ ఎవడాడు ఎవడాడు అన్నయ్య అన్నయ్య అంటావే అన్నయ్య అంటావే Ah! 啊唉 సైలెంట్గా ఉంచిన నీ చెంచల నిజంతో స్టార్ట్ అయిన ప్రేమని అబద్ధంతో ఎండ్ అవుతుందన్నావు అబద్ధంతో మొదలైన ప్రేమని అనుమానంతో ఈ చెంచలనే లేకుండా చేశావు అనుమానం ఇది ఎంతోమంది ప్రాణాలు తీస్తుంది ఈ కథాంశం దీన్ని ఉద్దేశించి చిత్రీకరించబడింది ఒక్కసారి రెండుసార్లు అని కాదు అనుమానం వచ్చినప్పుడు జాగ్రత్తగా మంచిది it's not about one or two times it's about women's life